ఈరోజు మనం తపశ్చర్య యొక్క ప్రభావాల్లో ఒకదాన్ని చూస్తాం తపశ్చర్య అనేది ఏ ప్రభావాన్ని కలిగజేస్తుంది అంటే మనలో సంస్కారాన్ని ఇనుమడింప చేస్తుంది సంస్కారం అంటే ఏమి సంస్కారాన్ని ఇనుమడింప చేయడం అంటే ఏంటి దీని కొద్దిగా మనం అర్థం చేసుకుంటాం ప్రతి వ్యక్తి కూడా ఒక సంస్కార బద్ధుడై ఉంటాడు ఒక్కొక్కరు ఒక్కొక్క సంస్కారపు మట్టంలో ఉంటారు పుడతా మనకి ఏ సంస్కారాలు ఉండవు సంస్కారాలు చేస్తారు సమాజం కానీ తల్లిదండ్రులు కానీ అవన్నీ కూడా మనకు కొన్ని సంస్కారాలను చెరిపి మనల్ని సంస్కారవంతులుగా చేస్తారు ఉదాహరణకు ఇప్పుడు నువ్వు చిన్నప్పుడు నీకేమిస్తే అది నువ్వు తినేసేవాడివి తర్వాత మీ అమ్మ నాన్న వాళ్ళు నేను నువ్వు తినే కాదు ఎవరికన్నా ఇవ్వాలా తినాలా చూడు వాళ్ళకి నేను ఇవ్వను అని ఎనివ్వను అనే ఒక స్వార్థపు నుంచి నీకు ఒక సంస్కారాన్ని నేర్పించి నువ్వు పది మందితో పంచుకోవాలా పంచుకొని తింటేనే బాగుంటుంది నాది అనేది కాదు నలుగురితో ఇవ్వాలా అని ఇవ్వడం ఒక సంస్కారం కొంతమందికి అది ఇంకా వచ్చి ఉండదు ఎన్నేళ్ళైనా అయినా కూడా ఎట్లుంటుందంటే నాకు ఇవ్వ బుద్ధి కాదు ఇస్తే బాధపడిపోతుంటారు ఇచ్చేసి అని వాళ్ళకి ఇట్లా ఎవరో తీసుకుపోయారు ఇట్లా బాధపడుతుంటారు వాళ్ళకి ఇంకా సంస్కారం ఇనోడింప వాళ్ళకి అర్థమైంది ఇవ్వాలా అని తెలుసు కానీ దాన్ని ఇచ్చినప్పుడల్లా బాధపడుతుంటారు వాడికి ఇచ్చేసాను అనవసరం నేనే తినేంటే బాగుండేది నేనే పెట్టుకునేటే బాగుండేది అని లోపల మదన పడుతుంటారు అది ఏంటి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వస్తుంది అనే దాన్ని కొంచెం చూద్దాం ఒక సంస్కారపు లెవెల్ ఏమిటి సంస్కారం లేదు జీరో జీరో అన్నప్పుడు ఏమిటి ఆ వ్యక్తికి తన గురించి తనకు అప్పుడు కావాల్సిన దాని గురించి అప్పుడు అవసరమైన దాని గురించి ఒక ఇంద్రియాల యొక్క ప్రేరణతో ఆ ఇంద్రియాలు చేసుకున్నటువంటి టెంప్టేషన్స్ తో ఏం చేస్తున్నాడు జస్ట్ లైక్ ఎన్ యానిమల్ ఒక ఏమంటారు రిఫ్లెక్స్ యాక్షన్ అంటారు చూసారా అంటే అసంకల్పిత ప్రతీకార చర్య చేస్తున్నాడు వాడు ఆలోచించి చేయడం ఇది ఎందుకు చేస్తున్నావు అంటే వాడికి తెలియదు <laughs> అదంతే ఇప్పుడు కుక్కను అనుకో కుక్క మరుగుతుంటుంది అనుకో ఎందుకు మరుగుతున్నావు అంటే ఎందుకంటే అని అది ఉండదు అది మరగడం దానికి అంతే మరుగుతుంది ఎవరు అవుతుంటే ఆ మీరు అర్థం చేసుకుని ఓ ఏమైంది అందుకే కుక్క మరుగుతుంది మీరు అర్థం చేసుకోవచ్చు కానీ కుక్క కెనాట్ స్టాప్ ఓకే ఇప్పుడు మీకు అర్థమే కాబట్టి నేను ఇంక మొరగను అందు అర్థమైంది మీకు అర్థమైపోయింది కదా ఇంక నేను లే అందు అది నువ్వు అర్థమైనా కాకపోయినా మురుగుతుంది అని కుక్క కూడా కొంచెం సంస్కారం ఇవ్వచ్చు నేర్పిస్తచ్చు మన దగ్గర నుండి వీళ్ళు మనవాళ్ళు వీళ్ళు మొరగకూడదు కరవకూడదు వీళ్ళు వచ్చినప్పుడు ఇట్లా చేయాలా అని కూడా నేర్పిస్తే అది కూడా కొద్దిగా తెలుసుకుంటుంది దాన్ని కూడా సంస్కారవంతులుగా చేయొచ్చు కాబట్టి ఏ జంతువుకైనా చేయొచ్చు అంటే మనిషికి పవర్ ఉంది తనతో ఉన్న వాళ్ళని సంస్కారవంతులుగా చేయగలిగింది తల్లిదండ్రులు బాధ్యత ఏమి అంటే వాళ్ళ పిల్లల్ని సంస్కారవంతులుగా చేయాలి గురువు యొక్క బాధ్యత ఏమి అంటే తన దగ్గర ఉన్నటువంటి శిష్యుని సంస్కారవంతులుగా చేయాలి ఓకే సమాజం యొక్క బాధ్యత ఏమి అంటే ప్రజలందరూ సంస్కారవంతులుగా తయారు చేసే సమాజం యొక్క బాధ్యత ఇది సంస్కారము అనే దాని యొక్క విలువ శివ దీక్ష అని అదేం చేయాలా అంటే నీకు భజనలు నేర్పించడము పూజలు చేయడము కాదు దాని ద్వారా నీలో ఒక సంస్కారం రావాలి ఎవరైనా కనిపిస్తే ఓం నమ శివ అంటే దేవుని చూసి నమస్కరించు ఓం నమ శివ అనేది నీలో ఒక సంస్కారం పుట్టి రావాలి ఏమో నేను మాలేసుకున్నాను కాబట్టి నమస్కారం అంటున్నాను లేకపోతే కొట్టేవాడిని అంటే నీకు ఇంకా సంస్కారం రాలేదన్న మాలు ఉన్నంత వరకు సంస్కారం మాల తీస్తున్న వాడికి సంస్కారం ఉండదు అనమాట మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంటే ఎలా పనిచేస్తుందో అట్లా అనమాట ఆ ఫీల్డ్ పక్క పోతేనే ఇది మళ్ళీ ఇనుము ముక్కే ఇనుప ముక్కే అలా అది అయస్కాంతం కాల ఇనుప ముక్క అయస్కాంతం కావాలంటే దానిలో సంస్కారం జరగాలి దానిలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అన్ని కూడా ఒక దీనికి రావాలి కదా మీరు చూసింటారు మీరు ఇనుప ముక్క అయస్కాంతం ఎట్లా అవుతుంది అంటే ఇంకొక అయస్కాంతంతో ఇలా ఇలా రాస్తూ ఉంటే అది కూడా అయస్కాంతం కానీ అన్ని ఇనుప ముక్కలు కావు కొన్ని ఓన్లీ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో అది అయస్కాంతం లాగా పనిచేస్తుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్ పక్క పోతేనే మళ్ళీ ఇనుప ముక్కే అంతే సో ఈ విధంగా మనం కనుక తెలుసుకుంటే కొంతమంది చాలా బాగా బిహేవ్ చేస్తారు చాలా బాగా సంస్కారవంతులుగా ఉంటారు ఎంతవరకు ఎంతవరకు అంటే బాహ్యమైనటువంటి ఒక ఒత్తిడి ఉన్నది మన దేశంలోనే పుట్టింటారు వాడు పోతాడు సింగపూర్ పోతాడు సింగపూర్ పోతే అక్కడ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు ఎక్కడంటే అక్కడ ఏమంటే ఉయ్యకూడదు ఎక్కడంటే అక్కడ మీరు పోయకూడదు ఎక్కడంటే మీరు అక్కడ చెత్త వేయకూడదు వాడు చాలా అన్ని జాగ్రత్తగా జేబుల్లో పెట్టుకొని చెత్త అంతా తీసుకుని వస్తాడు ఇండియాకి వస్తూనే టైం అన్న రోడ్డు మీద పడేస్తారు ఎందుకు అది అక్కడ బాహ్యమైన ఒక ఒత్తిడి వలన కొద్దిసేపు సంస్కారంగా ఉంది సో మనుషులు అట్లా కూడా పెట్టవచ్చు సంస్కారంగా పెట్టవచ్చు ఇప్పుడు మీరు చూసుకుంటారు హెల్మెట్ పెట్టుకోవాలా అని ఉంటుంది అనుకో ఉరికి ఇట్లా పెట్టుకుని బెల్ట్ వేసుకో అక్కడ పోలీస్ వస్తున్నాడు ఇట్లా అంటే పోలీస్ వస్తున్నాడు అని తెలుసుకుంది పోలీసులు అయితే సిగ్నల్ జంప్ చేసేది ఎందుకంటే వాడి సంస్కారం లేదు వాడు ఏదో పోలీస్ భయానికి ఆపుతున్నాడు పోలీస్ దీనికోసం చేస్తున్నాడు తప్ప కానీ అది సంస్కారవంతుడు అయితే పోలీస్ చేయమన్నా కూడా పర్లేదంటే లేదు నో ప్రాబ్లం ఐ వెయిట్ క్యూలో నిలబడ్డము ఒక సంస్కారం క్యూలో నిలబడ్డం ఎందుకు మమ్మల్ని ఏ పర్వాలేదు ఇట్లాంటివి ఇవన్నీ ఏమి అంటే ఇవన్నీ చిన్న చిన్న విషయాలు చెప్తుంది పెద్ద సంస్కారం ఏం కాదు అల్పమైన సంస్కారాలు అవి కూడా లేదు మనుషులు అట్లాంటి వాళ్లకు తల్లిదండ్రులు పెద్దలు గౌరవనీయులు మహానుభావులు వాళ్ళందరూ కూడా బోధిస్తారు ఇలా కాదురా ఇలా ఉండాలా ఇలా నడుచుకోవాలన్నా ఇలా ఉండాలమ్మా అని చెప్తారు ఇప్పుడు అమ్మాయిని మీరు పెళ్లి చేసి పంపించేటప్పుడు తల్లిదండ్రులు చెప్తారు చూడమ్మా అక్కడికి వెళ్తున్నాము ఇక్కడేమో ఏదో ఎరి విరిగి ఉన్నా మేము తట్టుకున్నాం అక్కడ పోతే గొడవలు అయిపోతాయి నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు చూడు ఇలా మాట్లాడు అత్తమ్మ అమ్మ అని పిలు మామయ్య నాన్న అని పిలు వాళ్ళు సంతోషపడతారు ఫస్ట్ వాళ్ళకి చేసి పెట్టి వాళ్ళకి కాఫీ టీలు ఇచ్చి తర్వాత నువ్వు తాగు ఏమన్నా ఇంట్లో ఉంటే ఫస్ట్ నేను చేస్తాను ఇలాంటివన్నీ కొన్ని బోధనలు చేస్తాను ఏ బోధనలన్నీ అది ఏం చేయాలి ఎన్ని గంటలకు ఏం చేయాలని ఇచ్చే ఒక షెడ్యూల్ కాదు అది అది ఆ వ్యక్తిలో సంస్కారాన్ని నింపేటువంటి బోధనలు అన్నా కానీ బోధనలు ఎన్ని చేసినా బాధలు ఎన్ని పెట్టినా సంస్కారంలో మార్పు టెంపరీగానే వస్తుంది ఎందుకు ఎందుకు